అసాధ్యం అయితే కాదు నోట్లు ప్రింట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ డిజైన్ ఈ డిజైన్ల విషయంలో చిన్నప్పటి నుంచే మనం తోపు స్కూల్లోనే నేర్పించారు మనం గెలవాలంటే ఒకటి మొత్తం బైహాట్ చేయాలి లేదంటే సిస్టమ్ని బైపాస్ చేయాలి కొత్త నోట్లో ఇంకా చాలా లైన్స్ డీటెయిల్స్ ఉన్నాయి పైన భారత్ ఇండియా మైక్రో లెటరింగ్ అది గాంధీజీ కాలర్ మీద ఉంటుంది పెద్ద హై రెజల్యూషన్ స్కానర్స్ కూడా వీటిని ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయలేవు గీతలకి మధ్యలో సూపర్ ఇంపోజ్ అయి ఉంటుంది ఇట్స్ కాల్ ద ఏం పేరు అది మోయిరే ఎఫెక్ట్ దీనికి స్కానర్ కాదు ఆర్టిస్టే కావాలి నెక్స్ట్ స్టెప్ ప్రింటింగ్ ఇంక్ని రిబ్బన్ని మెషిన్ కంటే ఎక్కువగా ఫీరోజ్ అర్థం చేసుకున్నాడు మాకు తెలియని డీటెయిల్స్ నేర్పించడానికి మాకు ఇంటర్నెట్ ఉందిగా ప్రింటింగ్కి ముందుగా అవసరమైంది మాస్టర్ డై అన్నిటికంటే కష్టమైన పని ఇదే ముందుగా కాపీ తీయాలి తర్వాత ఫిక్స్ చేయాలి తర్వాత ఫ్రిక్షన్ ఆ తర్వాత ట్రీట్ చేయాలి బేక్ క్లీన్ తర్వాత మ్యాజిక్ ఇక ప్రింటింగ్ మొదలు పెట్టాలి కానీ మా దగ్గర ఉన్న పాత ప్రింటర్ ఒక సమయంలో ఒక కలర్ మాత్రమే ప్రింట్ చేయగలదు అలాంటప్పుడు నాలుగైదు సార్లు ప్రింట్ చేయాలి print clean change repeat print clean change repeat తరువాత స్టెప్ కటింగ్ ఆ మిషన్లో మోటార్ ఉంటే పని త్వరగా పూర్తవుతుంది నోట్లు ప్రింట్ చేయాలనే మత్తు ఎక్కువైందంటే ఎంత నొప్పైనా సరే మనం భరించగలం సెక్యూరిటీ ఫీచర్లో ఎంతో ముఖ్యమైన ఫీచర్ సెక్యూరిటీ స్ట్రిప్ ఎవరికి తెలుసు ఈ పది రూపాయల మెరిసే పేపరే ఐదు వందల నోట్ అవుతుందని మైండ్ బ్లోయింగ్ కదా ఆ తర్వాత సీరియల్ నెంబర్ నోట్లో ఉన్న నెంబర్లు ఒకే సైజులో ఉండవు ఇక ఫిరోజ్ చేపడితే పట్టిందల్లా బంగారమే ఇవన్నీ చేశాకే దొరుకుతుంది పర్ఫెక్ట్ నోట్ చేసామా లేదా ఏమనిపిస్తోంది టీవు ఏంద్రే అదే